hi friends welcome to my channel మీకు చూపిస్తున్న ఈ ఏరియా వెస్ట్ గోదావరిలో పాలకుల నుండి నరసాపురం వెళ్ళే దారిలో వస్తుంది ఈ ప్రదేశం అంతా పెద్ద పెద్ద వృక్షాలతో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బెంగళూరు తరహాలో రహదారి చాలా చల్లగా ఎక్కడ ఎండ పడకుండా ఉంటుంది ఈ చెట్లను ఆశ్రయించి చాలామంది చిరు వ్యాపారులు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రదేశాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇది మా గ్రామదేవతల గుడి ఇదిగో ఇదే మా వాళ్ళిల్లు మా పిల్లలకి ఇక్కడికి రావడం అంటే చాలా చాలా ఇష్టం మీకు మా గోమాతలను కూడా చూపిస్తాను ఇగో ఇవే మా గోమాతలు అలాగే ఇంటి చుట్టూ ఉండే పూల మొక్కలు పండ్ల మొక్కలు కూడా చూసేద్దాం అలాగే కొబ్బరి తోట ఎంత అందమైన కొబ్బరి తోట చుట్టూ కొబ్బరి చెట్లతో చూడడానికి చాలా చాలా అందంగా ఉంది కదా ఈ ప్రదేశం అంతా కొబ్బరి నాడించుకోవడం కోసం కొబ్బరి చెక్కలను ఇలా ఎండపెట్టేసుకుని ఫ్రెష్ హెయిర్ ఆయిల్ని ఎప్పటికప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాం చూసారా ఎంత అందమైన పల్లెటూరు ఇంటి వాతావరణమో కాబట్టే వేసవి సెలవులకి తప్పకుండా మా ఊరు వెళ్తూనే ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సంబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ